ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లును వెంటనే రైతు వ్యతిరేక బిల్లును వెంటనే రైతు వ్యతిరేక బిల్లును వెంటనే మోడీ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం రైతు వ్యతిరేక బిల్లును వెంటనే రైతు వ్యతిరేక బిల్లును వెంటనే రైతు వ్యతిరేక బిల్లును వెంటనే మోడీ మోడీ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈనాడు రైతులందరూ రోడ్ల రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగానే బచ్చనపేట మండలంలోని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాలను నిరసించి ఈనాడు రైతు అనేటోడే దేశానికి వెన్నుముక రైతు అన్నం పెట్టే రైతును కూడా ఈనాడు ఢిల్లీలో చలిలో రైతులు కనీసము వాళ్ళు ఒక వారం నుంచెల్లి రోడ్ల మీద పన్నా గాని ఈ ఈ గవర్నమెంట్ కు ఏం కింద చలనం లేకుండా ఉన్నది అందుకోసమనే ఇలా భారత్ బంద్ కు పిలిపియడం జరిగింది ఆ ఆ బంద్ ను విజయవంతం చేసి మోడీ మెడలు వంచి ఈ రైతు యొక్క బిల్లులను ఉపసంహరించుకునేలా చేయాలని మన అందరి రైతుల తరఫున బత్తలపేట మండల పార్టీ తరఫున మేము కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క రైతు బతికి బట్టగట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు అన్ని రాష్ట్రాల నుంచి అన్ని పార్టీల తరఫున ధర్నా చేయడం జరుగుతుంది ఇకనైనా మోడీ కళ్ళు తెరిచి ఈ కార్పొరేట్ వ్యవస్థలకు కట్టబెట్టకుండా ఈ వ్యవసాయాన్ని రైతులను బతికించే విధంగా అట్టి చట్టాలను ఉపసంహరించుకోవాలని మా మండల పార్టీ టీఆర్ఎస్ పక్షాన కోరుతున్నాం